ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏ ఏసునందే ఆనందింతును ఏసయ్యనే ఆరాధింతును ఏసునందే ఆనందింతును ఏసయ్యనే